నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందన్న ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఏడు శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే ఎనిమిది శాతం వృద్ధి అవసరమన్న సర్వే ప్రైవేటు పెట్టుబడుల్ని మరింత ప్రోత్సహించాలని మార్గనిర్దేశనం ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు అధికారులతో సమీక్షలో జగన్ ఆదేశాలు సెప్టెంబర్ ఐదు నుంచి అమల్లోకి రానున్న నూతన విధానం పోలవరం పూర్తి కావడానికి మరో మూడేళ్లు పడుతుందన్న ప్రాజెక్టు అథారిటీ రివర్స్ టెండరింగ్ పై సమాచారం లేదని స్పష్టం చేసిన సీఈఓ పాలన చేతకాక జగన్ చేతులెత్తేశారన్న చంద్రబాబు తనను వెంటాడడమే లక్ష్యం చేసుకున్నారని ఆక్షేపణ రైతు సమస్యలపై సోమిరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ తెలంగాణ మండలాల్లో కొలువు తీరిన కొత్త పాలక వర్గాలు ఖమ్మం కొత్తగూడెం జిల్లాల్లో వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టనున్న నూతన అధ్యక్షులు తెలంగాణలో మొదలైన ఆషాఢం బోనాలు పూరిలో అంగరంగ వైభవంగా జగన్నాథుడి రథయాత్ర పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో మళ్లీ ఏడు శాతం వృద్ది నమోదవుతుందని ఆర్థిక సర్వే వెల్లడించింది రెండు పేల ఇరవై నాలుగు నాటికి ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యాన్ని అందుకోవాలంటే ముందు ముందు ఎనిమిది శాతం వృద్ది నిలకడగా సాధించాల్సిన అవసరం ఉందని సూచించింది ఇందుకు సంస్కరణలను మరింత వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే గుర్తు చేసింది ప్రైవేటు పెట్టుబడులు పెంచడం ఎగుమతుల్ని ప్రోత్సహించడం సహా ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కేంద్రం ఇవాళ ఆర్థిక సర్వేను ఉభయ సభలకు సమర్పించింది ఈ సర్వే ద్వారా భవిష్యత్ లక్ష్యాలు వాటిని సాధించుకునేందుకు అనుసరించాల్సిన విధానాలపై కార్యాచరణను సూచించిన ఆర్థిక సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని అంచనా వేసింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి పరిమితమైన దేశ వృద్ధి రేటు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఏడు శాతానికి చేరుతుందని తెలిపింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో జీడీపీ వృద్ధి ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గినప్పటికీ ఆ ఏడాది వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఐదు కల్లా ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ఎనిమిది శాతం స్థిర వృద్ధి రేటును ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొంది రెండు వేల ముప్పై రెండు నాటికి పది ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యాన్ని చేరాలంటే పటిష్టమైన మౌలిక వస్తువులు కలిగిన వ్యవస్థ అవసరమని సర్వే తెలిపింది ఇందుకు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలని సూచించింది మౌలిక వస్తువుల రంగంలోకి పెట్టుబడులు ఆకర్షించారు నిర్వహించేందుకు నాలుగు వందల బిలియన్ రూపాయలతో జాతీయ పెట్టుబడులు మౌలిక వస్తుల నిధి ఏర్పాటు చేయాలని తెలిపింది మౌలిక వస్తుల ప్రాజెక్టుల కోసం కొత్త క్రెడిట్ రేటింగ్ వ్యవస్థను తేవాలని సూచించింది ఇదే సమయంలో ద్రవ్యలోటును నియంత్రించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఆర్థిక సర్వే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు ఆరు పాయింట్ నాలుగు శాతం ఉందని రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది అంతర్జాతీయంగా పరిణామాలు మారుతున్న క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ముడిచరుము ధరలు తగ్గే అవకాశాలున్నాయన్న ఆర్థిక సర్వే దేశంలో చమురు ధరలు తగ్గుతాయని వెల్లడించింది చమురు ధరల తగ్గుదలతో దేశ ప్రజలు వినిమయ శక్తి పెరిగి వృద్ధి రేటు పెరగడానికి దోహదం చేస్తుందని అంచనా వేసింది సూక్ష్మ చిన్న మధ్యతర తరహా పరిశ్రమల అభివృద్ధి ఉపాధి కల్పనకు ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి మరింత సులభతర విధానాలు తేవాలన్న ఆర్థిక సర్వే అంకుర పరిశ్రమల ప్రోత్సాహకానికి నూతన విధానాలను అవలంబించాలని సూచించింది ఫైవ్ సాంకేతికత అంతర్జాతీయ మార్కెట్లను అందుకునేందుకు భారతీయ పరిశ్రమలకు లభించిన గొప్ప అవకాశంగా పేర్కొంది దేశ జనాభాలో వృద్ధులు పెరుగుతున్నందున ఆరోగ్య రంగంలోకి మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించడం సహా పదవీ విరమణ వయస్సును పెంచే ప్రక్రియను దశలవారీగా అమలు చేయాలని పేర్కొంది ఉద్యోగ కల్పనకు రాజస్థాన్ తరహా కార్మిక చట్టంలో సంస్కరణలు తేవాలని చేయాలని సూచించిన సర్వే వచ్చే దశాబ్దంలో ప్రతి ఏటా యాభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల ఉద్యోగాలను కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది వచ్చే దశాబ్దం నాటికి దేశంలో పనిచేసే వారి సంఖ్య ప్రతి ఏడాది తొంభై ఏడు లక్షల మేర పెరుగుతుందని ఆ మేరకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొంది రెండు వేల యాభై నాటికి దేశవ్యాప్తంగా నీటి కొరత అధికమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక సర్వే భూ ఉత్పాదకత మీద కాకుండా సాగునీటి ఉత్పాదకతపై దృష్టి సారించాలని సూచించింది కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా పంట ఉత్పత్తిపై ప్రభావం పడుతుందన్న వాతావరణ శాఖ అంచనాల మధ్య వ్యవసాయ రంగంలో నీటి వనరుల సమర్థ నిర్వహణకు నూతన విధానాలను రూపొందించాల్సిన అవసరముందని సూచించింది నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా నీటి వనరులను సరైన రీతిలో వినియోగిస్తున్న వ్యవసాయదారులకు ప్రోత్సాహకాలు అందించే విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలి తీసుకురావాలని సూచించింది సహజ వనరుల వినియోగంలో జాతీయ విధానాన్ని తీసుకురావాలని సిఫార్సు చేసిన సర్వే పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని సూచించింది పన్ను రాబడులను పెంచుకునేందుకు గాను ప్రతి జిల్లాలో అత్యధికంగా పన్ను చెల్లించే మొదటి పది మంది పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక మినహాయింపులిచ్చి గౌరవించాలని ఆర్థిక సర్వే ప్రభుత్వానికి సూచించింది ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు విమానాశ్రయాల వద్ద ప్రత్యేక మినహాయింపులివ్వాలని సూచించింది దశాబ్దంలోనే అత్యధికంగా పన్నులు చెల్లించిన వ్యక్తుల పేర్లను భవనాలు చారిత్రక ప్రదేశాలకు నామకరణం చేయాలని సూచించింది ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశ ఎగుమతులను వెయ్యి బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యంతో సుర్జిత్ భల్లా కమిటీ సూచించిన సిఫార్సులు అమలు చేయాలని సర్వే సూచించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్య నూట అరవై రెండు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరంలో నూట ఎనభై నాలుగు బిలియన్లకు చేరినట్లు వెల్లడించింది ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు వందల ఎనభై మూడు పాయింట్ నాలుగు మిలియన్ టన్నులకు చేరుకుంటుందని తెలిపింది రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వలున్నట్లు వెల్లడించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతుందనే సంకేతాలిచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇసుకను ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా విక్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు తక్కువ ధరకే ఇసుకను అమ్మాలని ఈ మేరకు తీసుకొచ్చే ఇసుక విధానం అత్యంత పారదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు రెండు నెలల్లో ఇసుక రవాణా వాహనాలు గుర్తించి జీపీఎస్ వ్యవస్థను అమర్చడం సహా త్వరగా స్టాక్ యార్డులు ఏర్పాటు పూర్తి చేయాలన్నారు సెప్టెంబర్ ఐదు నుంచి నూతన ఇసుక విధానం అమల్లోకి తేవాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో వైకాపా సర్కార్ తీసుకురాదలిచిన నూతన ఇసుక విధానంపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష జరిపారు సెప్టెంబర్ ఐదు నుంచి నూతన ఇసుక విధానం అమల్లోకి తేనున్నట్లు తెలిపిన జగన్ రూపకల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు పూర్తి పారదర్శకతతో పర్యావరణాన్ని రక్షించేలా నూతన విధానం ఉండాలని చెప్పారు ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయించాలని నిర్ణయించిన జగన్ తక్కువ ధరకే నాణ్యమైన ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలన్నారు ఇసుకపై వచ్చే ఆదాయం పక్కదారి పట్టకుండా పటిష్ట వ్యవస్థను రూపొందించాలని ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకే చేరాలని ఉన్నాయని స్పష్టం చేశారు ఇసుక రీచ్ల వద్ద స్టాక్ యార్డులు నగరాలు పట్టణాల్లో అదనపు స్టాక్ యార్డులు త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు ఇసుక రీచ్ నుంచి స్టాక్ యార్డ్ వద్దకు తరలింపునకు ఒక రసీదు అక్కడి నుంచి వినియోగదారునికి చేరే వరకు మరొక రసీదు ఉండాలన్నారు ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు వేబ్ బ్రిడ్జ్ల ద్వారా పరిమాణం కొలతలు జరగాలన్నారు రీచ్లు స్టాక్ యార్డ్ల వద్ద అక్రమాలను అడ్డుకునేందుకు మాఫియా అక్రమాలకు కల్తీలకు దారితీయకుండా పటిష్ట చర్యలు ఉండాలన్నారు ఇసుక తవ్వకాలు తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్ విధానం తప్పనిసరి అన్న జగన్ త్వరితగతిన ఆ వాహనాలను గుర్తించి జీపీఎస్ అనుసంధానించాలన్నారు ఇసుక వినియోగదారుల కోసం ఏపీఎండీసీ వెబ్ పోర్టల్ సహా యాప్ ను రూపొందించనుంది కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ఇసుక అందించే బాధ్యతను కలెక్టర్లు కొనసాగించనున్నారు రెండు నెలల్లోగా అదనపు రీచ్లను గుర్తించడం సహా డిమాండ్ కు తగినట్టుగా ఏపీఎండీసీ ఇసుకను అందించనుంది కోరిన వెంటనే ఇసుకను అందుబాటులో ఉంచేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు కానుంది అటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై కూడా అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు అక్టోబర్ రెండు నుంచి గ్రామ సచివాలయాల ప్రారంభం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రతి రెండు వేల మందికి గ్రామ సచివాలయం ఉండాలన్న సీఎం గ్రామ సచివాలయంలో ఉద్యోగాల నియామకానికి జులై పదిహేను నాటికి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పారు ఈ పోస్టుల ఎంపిక జిల్లా ఎంపిక కమిటీ చూసుకుంటుందని చెప్పారు ఈ నియామకాలు ప్రభుత్వ ఉద్యోగాలన్న విషయం యువతకు స్పష్టం చేయాలన్నారు ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు అదనంగా మరో పది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు జగన్ తెలిపారు గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ఆదేశించారు తాగు సాగునీరు పారిశ్రామిక అవసరాలు పరిగణనలోకి తీసుకుని ముప్పై ఐదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని సూచించారు పోలవరం పూర్తి కావడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాజేంద్ర కుమార్ జైన్ పేర్కొన్నారు కాఫా డ్యాం నిర్మాణ పనులు పాక్షికంగానే పూర్తయ్యాయని తెలిపారు వచ్చే వరదల సీజన్ ని దృష్టిలో పెట్టుకుని కట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్న రక్షణ చర్యల్ని అథారిటీ సమీక్షించింది జాతీయ ప్రాజెక్టు ప్రకటనకు ముందు చేసిన ఖర్చుపై ఆడిట్ పూర్తి కావాలని ప్రాజెక్టు ఖర్చుపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉందని జైన్ వివరించారు పోలవరం రివర్స్ టెండర్లపై తమకు సమాచారం లేదన్న జైన్ ఆ అంశానికి అథారిటీకి సంబంధం లేదని చెప్పారు రేపు ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్టు వెల్లడించారు some formalities required from the state government like submission of uh, audited statement of expenditure done before uh, uh, declaration of project as national project so that is still pending after that only we are expecting some funds from this till i think last fund was released in may uh, 2018 probably after that uh, we have not been able to ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల్ని నియమిస్తూ వైకాపా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుని సమీక్షించేందుకు వీరిని నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది శ్రీకాకుళం జిల్లాకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లాకు గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విశాఖ జిల్లాకు మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇన్ఛార్జీలుగా పనిచేస్తారు కృష్ణా జిల్లాకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గుంటూరు జిల్లాకు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఇన్ఛార్జ్ మంత్రులుగా వ్యవహరించనున్నారు ప్రకాశం జిల్లాకు జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాకు హోంమంత్రి మేకతోటి సుచరిత ఇన్ఛార్జిగా ఉండనున్నారు కర్నూలు జిల్లాకి పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ కడప జిల్లాకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనంతపురం జిల్లాకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాకి ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నలభై రోజులకే పాలన చేతకాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులెత్తేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సమస్యలను గత ప్రభుత్వానికి అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు వైకాపా వాళ్లు ఏం చెప్పినా నమ్మడానికి ప్రజలేమీ పిచ్చోళ్లు కాదన్నారు విత్తనాల సరఫరా విషయంలో వైకాపా సర్కార్ సకాలంలో స్పందించలేకపోయిందని అన్నారు రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్నట్లు తెలిపారు గుంటూరులోని తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు ప్రజావేదిక కూల్చడంతోనే జగన్ పతనం ప్రారంభమైందన్న చంద్రబాబు వైకాపా నేతలు వాళ్ల గుంతలు వాళ్లే తవ్వుకుంటున్నారని మండిపడ్డారు అమరావతిలో తన నివాసానికి విశాఖలో పార్టీ కార్యాలయానికి ఇప్పుడు తన రోజు వస్తున్నందుకు గుంటూరులోని పార్టీ కార్యాలయానికి కూడా నోటీసులిచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు ప్రజల అవసరాలపై దృష్టి పెట్టకుండా తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడంపైనే జగన్ ప్రధానంగా దృష్టి సారించారని అన్నారు వారి ప్రభుత్వ వైఫల్యాన్ని గత తెలుగుదేశం సర్కార్పై నెట్టే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు తనను వెంటాడడమే ధ్యేయంగా జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు ప్రశాంతంగా ఉండే తన నియోజకవర్గంలోనే బ్యానర్ల రగడ చేశారని ఘర్షణలకు ప్రేరేపించారంటే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటో అర్థమవుతుందని అన్నారు సమస్యల్లో ఉన్న రైతులకు సంఘీభావం తెలియజేయాలని నేతలకు చెప్పిన చంద్రబాబు రైతుల సమస్యల పరిష్కారానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తరపున తరఫున ఒక కమిటీని నియమిస్తున్నామన్నారు ఆ కమిటీ విత్తనాల కొరత విద్యుత్ కోతలు కరో పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదిక సిద్ధం చేస్తారని వచ్చే అసెంబ్లీలో ఆయా అంశాలను ప్రస్తావించి పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి వివరిస్తామన్నారు విత్తనాల కొరత సమస్యను తెలుగుదేశానికి చుట్టడం ఏంటన్న చంద్రబాబు వైకాపా ఏది చెబితే అది నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు నాడు తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో విద్యుత్ కోతలు లేకుండా చేశామని కానీ వైకాపా వచ్చిన నెల రోజుల్లో విద్యుత్ కోతలు అమలు చేస్తుందని విమర్శించారు ఈ భేటీలో ఏపీ విత్తనాలను తెలంగాణలో పంపిణీ చేస్తున్నట్టు వచ్చిన కథనాలను నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా పదేళ్లు హక్కున్న భవనాలు ఇచ్చేశారని నీళ్లు ఇస్తామంటున్నారని చెప్పారు ఇళ్ల నిర్మాణంలో షేర్వాల్ సాంకేతికతను తప్పుబడుతున్న వైకాపా సర్కారు ఆ సాంకేతికత సరైనది కాదని నిరూపించగలదా అని నేతలు ప్రశ్నించారు ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని సూచించిన చంద్రబాబు రేపు ప్రకాశం జిల్లాలో తొమ్మిదిన అనంతపురంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు వెల్ఫేర్ ప్రోగ్రామ్ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేశాం కానీ ఎన్నికలు చూస్తే రిజల్ట్స్ చూసిన తర్వాత మీరు ఏ విధంగా అయితే జీర్ణించుకోలేకపోతున్నారు రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా చాలా మంది బాధపడుతున్నారు ఇంకొక ఐదు ఐదు సంవత్సరాలు ఉంటే ఇవన్నీ కూడా ఒక షేప్ కొచ్చుంటే అక్కడనే సుజావుగా ముందుకు పోయేటివి అలాంటి అవకాశం మిస్ అయిందని తప్ప ఇంకోటి కాదు ఏదేమైనా మనందరిపైన బాధ్యత ఉంది మనస్సు స్థిమితం చేసుకుని మళ్ళా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు పోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు కార్యకర్తలకు రక్షణగా టోల్ ఫ్రీ నెంబర్ ఏడు మూడు సున్నా ఆరు రెండు తొమ్మిది తొమ్మిది తొమ్మిది తొమ్మిది తొమ్మిదిని తెలుగుదేశం అందుబాటులోకి తేవడం సహా బాధితులను ఆదుకునేందుకు గుంటూరు పార్టీ కార్యాలయంలో ఓ ప్రత్యేక విభాగాన్ని తెలుగుదేశం ఏర్పాటు చేస్తోంది వైకాపా దాడులు బెదిరింపులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని శ్రేణులకు సూచించింది తెలంగాణలో కొన్ని మండలాలు మినహా ఐదు వందలకు పైగా మండల పరిషత్తుల్లో కొత్త పాలక వర్గాలు కొలువు తీరాయి ఆయా మండలాల్లో నూతన ఎంపీపీలు ఎంపీటీసీలతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రులు ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు సహా ఇతర కొన్ని మండలాల పాలక మండళ్లు మాత్రం వచ్చే నెల ఆరున కొలువు తీరనున్నాయి బూర్గంపాడు జడ్చర్ల మంగపేట మండలాల పరిషత్లకు ఎన్నికలు జరగలేదు నాగర్ కర్నూలు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ ఆగిపోయింది మహబూబ్ నిజామాబాద్ జిల్లాలోని గార్ల బయ్యారం ములుగు జిల్లాలో వాజేడు వెంకటాపురం ఎంపీపీల పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది తెలంగాణలో త్వరలో జరగనున్న పురపాలిక ఎన్నికలపై కాంగ్రెస్ శ్రేణులు దృష్టి సారించాలని టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఉత్తమ్ జులై ఏడులోపు డీసీసీ సమావేశాలు నిర్వహించి పురపాలక ఎన్నికలపై కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి ఆ వివరాలను టీపీసీసీకి నివేదించాలని పేర్కొన్నారు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలను ఇకపై ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు తెలుగు సహా మొత్తం పదమూడు భాషల్లో పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రకటించారు ప్రస్తుతం హిందీ ఆంగ్లంలోనే పరీక్షలు రాసే అవకాశం ఉండగా గ్రామీణ యువతకు ప్రయోజనం కలిగేలా తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు In the present system, candidates educated in local languages are at a disadvantage due to the medium of examination. Various references and representations have also been made and received suggesting, inter alia, to conduct the recruitment examination for RRBs in regional languages. The functioning of RRBs is state-specific and rural-focused and therefore it has been decided that the examination for direct recruitment of officers scale 1 and office assistant multipurpose in RRBs will be conducted in 13 regional languages in addition to English and Hindi. ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత వైకాపా సర్కారు ప్రవేశపెట్టే మొదటి బడ్జెట్పై ముమ్మర కసరత్తు సాగుతోంది బడ్జెట్ కూర్పు ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు పలు ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి నవరత్నాలు సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ హామీల అమలుకు ఎంత నిధులు అవసరమవుతాయి అనే అంశంపై అధికారులతో చర్చించారు నవరత్నాలు అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల కోసం ఇచ్చిన గడువును ఈ నెల పది వరకు పొడిగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీల్ని జులై పది వరకు అనుమతిస్తూ ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు జూన్ ఇరవై ఎనిమిదిన ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్థిక శాఖ జులై ఐదు వరకు గడువు ఇచ్చింది ఈ ఆదేశాలతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు రేపటితోనే ఉద్యోగుల బదిలీలకు ఇచ్చిన సమయం ముగియనుండగా మరింత గడువు సెలవు ఇవ్వాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేయడంతో మరో ఐదు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఈ మేరకు గత నెల ఇరవై రెండున విజయ్ సాయిరెడ్డి నియామకంపై జారీ చేసిన జీవో నెంబర్ అరవై ఎనిమిదిని వెనక్కి తీసుకుంటూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయానికి కారణాలను అందులో వెల్లడించలేదు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఈ కేసుతో సంబంధం ఉన్న వివేక ఇంటి కాపలాదారు రంగన్నకు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు పులివెందుల కోర్టు నుంచి అనుమతి సాధించిన పోలీసులు ఇవాళ కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డికి కూడా నిర్వహించేందుకు కోర్టు సమ్మతి పొందారు ఈ పరీక్షలకు శేఖర్ రెడ్డి కూడా అంగీకారం తెలిపారు రంగన్నకు శేఖర్ రెడ్డికి హైదరాబాద్ లో నార్కో అనాలిసిస్ పరీక్షలు జరగనున్నాయి ఇద్దరికి ఒకే రోజు నార్కో పరీక్షలు జరిపించాలని పోలీసులు భావిస్తున్నారు హైదరాబాద్ నగర శివార్లో ఓ వ్యక్తి తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది మంచిరేవుల సమీపంలోని నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్పై ఓ యువకుడు బెంజ్ ను నిలిపి తలపై తుపాకీతో కాల్చుకున్నాడు ఆ వ్యక్తిని లోయర్ ట్యాంక్ బండ్ కు చెందిన ఫైజల్ అహ్మద్ గా గుర్తించిన పోలీసులు తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం రాయదుర్గం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫైజల్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని పోలీసులు తెలిపారు ఆర్థిక కారణాలతోనే ఫైజల్ ఆత్మహత్యకు యత్నించి ఉంటాడని భావిస్తున్నారు తెలంగాణ సంప్రదాయ బోనాల పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించడంతో పండుగ సందడి మొదలైంది పూజారి ఇంటి వద్ద ప్రత్యేక పూజలు అందుకుని ఊరేగింపు ద్వారా కొండపైకి వచ్చిన అమ్మవారికి లంగర్ హౌస్ నుంచి భక్తులు ఊరేగింపుతో తెచ్చిన బోనాలను సమర్పించారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయం తరపున చేయించిన బంగారు వెండి బోనాలను అమ్మకు నివేదించారు జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు ప్రతి వారం కంటిన్యూగా ఈ కార్యక్రమం ఉంటుంది బ్రహ్మాండంగా జరిగేటువంటి బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి ఆదేశాల దృష్ట్యా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి కాబట్టి నేను అందరికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఒడిశాలో ఆధ్యాత్మిక నగరి పూరిలో జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా సాగుతోంది సంప్రదాయ పూజల తర్వాత ఈ మధ్యాహ్నం ప్రారంభమైన రథయాత్ర చూసేందుకు తరలివచ్చిన లక్షల మంది భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది తొమ్మిది రోజులు సాగనున్న ఈ వేడుకల్లో భాగంగా మొదట రాజవంశీకులు స్వామివారి రథాల వద్ద సంప్రదాయ పూజలు నిర్వహించారు అనంతరం జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర రథాలు భారీ ఊరేగింపు నడుమ గుండీచాదేవి ఆలయానికి బయలుదేరాయి ఈ యాత్రలో రథాలు లాగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడడంతో పూరి వీధులు జనసంద్రాన్ని తలపించాయి ఈ రాత్రి పొద్దుపోయిన తర్వాత గుండీచాదేవి ఆలయానికి చేరుకోనున్న జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలు వారం రోజులు అక్కడే ఆతిథ్యం స్వీకరించిన తర్వాత దశమి రోజున తిరుగుపయనమవుతారు ఈ యాత్రకు ఉగ్రవాద ముప్పు ఉందన్న నిఘా సంస్థల హెచ్చరికలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో జగన్నాథ రథయాత్ర నేత్రపర్వంగా సాగింది పద్దెనిమిది కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో లక్షలాది భక్తులు పాల్గొన్నారు ఫలితంగా నగర వీధులన్నీ జనసంద్రంగా మారిపోయాయి స్వామివారి రథయాత్రలో వివిధ రకాల శకటాలు సందడి చేస్తున్నాయి వీర జవాన్ల వేషధారణలు సర్దార్ వల్లభాయ్ పటేల్ బుల్లెట్ రాయల్ నమూనా శ్రీరాముడి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ యాత్ర ప్రారంభానికి ముందు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బంగారు చీపురుతో రథాల ముందు శుభ్రం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వామి స్వామివారికి మంగళహారతి ఇచ్చారు రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు భాజపా ఆర్ఎస్ఎస్ పై సైద్ధాంతిక పోరును మరింత ఉధృతం చేస్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు గత ఐదేళ్ల కంటే పది రెట్లు ఎక్కువగా సైద్ధాంతిక పోరాటం చేస్తానంటూ ముంబైలో తనపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణకు హాజరైన తర్వాత రాహుల్ వ్యాఖ్యానించారు కర్ణాటకలో పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే కారణమంటూ గతంలో రాహుల్ చేసిన ఆరోపణలను తప్పుపడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ కేసు పెట్టారు ఇందులో భాగంగా ముంబై కోర్టుకు హాజరైన రాహుల్ తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని బెయిల్ మంజూరు చేయాలని చేయాలని కోర్టును అభ్యర్థించారు తర్వాత పదిహేను వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు రాహుల్ కు బెయిల్ మంజూరు చేసింది అంతకుముందు రాహుల్ కు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకుని ఆయనకు అనుకూల నినాదాలు చేశారు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారిపై దాడికి యత్నించిన ఘటన మరొక ముందే మహారాష్టలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్పై దాడికి దిగారు ముంబై గోవా రహదారికి సమీపంలోని కన్కావలి వద్ద వంతెనపై గుంతలు పడ్డ రహదారిని పరిశీలించడానికి వచ్చిన ఇంజనీర్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ నారాయణ్ రాణే బకెట్తో బురదను ఇంజనీర్పై చల్లారు రోడ్డును బాగు చేసే వరకు వదలపోమంటూ ఇంజనీర్ను నదిపైనే ఉన్న వంతెనకు కట్టేశారు చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇంజనీర్ను విడిపించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు ఏడు శాతానికి చేరుతుందన్న ఆర్థిక సర్వే అంచనాల మధ్య కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లో లాభాలు నమోదు చేశాయి గత మూడు సెషన్లలో నాలుగు పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో అరవై పాయింట్లు వృద్ది చెందింది ఉదయం ముప్పై పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి ఒక దశలో ముప్పై తొమ్మిది పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది తర్వాత ఆర్థిక సర్వే అంచనాలతో కొనుగోళ్లు పెరిగి ముప్పై పాయింట్ల గరిష్ట స్థాయికి తాకింది చివరకు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది పాయింట్ల వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ ముప్పై పాయింట్లు పెరిగి పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఏడు వద్ద ముగిసింది అమెరికాలోని కెంటకీలో విస్కీని నిల్వ ఉంచిన గోదాములు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి రెండు గోదాముల్లో నలభై ఐదు వేల బ్యారెల్స్ విస్కీని నిల్వ ఉంచగా ఆల్కహాల్ వల్ల మంటలు ఒక్కసారిగా విస్తరించాయి వుడ్ ఫోర్డ్ కౌంటీ అత్యవసర విభాగం రంగంలోకి దిగి మంటలు నార్పేందుకు తీవ్రంగా శ్రమించింది అయితే అప్పటికే బ్యారల్స్ లోని విస్కీ కింద పడి పక్కనే ఉన్న నదిలోకి ప్రవహించింది ఈ కారణంగా నదిలోని చేపలు చనిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం